సో శీతల్ మెయిన్ ప్రెజెంటేషన్ ముందు జస్ట్ ట్రయల్ అన్నాం కదా అని చెప్పి నువ్వు లైట్ తీసుకోవడానికి లేదు this is one of the most prestigious events నువ్వు కొంచెం తేడాగా మాట్లాడినా పరువు నీదే కాదు కంపెనీదే కూడా పోతుంది hmm, కి ముందు సెమీఫైనల్ అనమాట I completely get it Rambo sir but semifinal through అయితేనే కదా ఫైనల్ వెళ్ళేది so how will you start your presentation hi this is Sheetal Gautam wait sec presentation అంటే నా ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడడం ఈజీ కాదు you have to talk in front of hundreds of people so let's call everyone and then start Gary please hello Let's start. Hey come on ముహూర్తం అని పెట్టుకున్నావా what I waiting for just start man hi all this is Sheetal Gautaman on behalf of Dynamite Studios I'm here to wet wait presentation ఇచ్చే ముందు ఫస్ట్ చేయాల్సింది థ్యాంక్ యూ చెప్పడం నీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి then you have to start sorry sir body language styling మారింది కదా అని అంతా తెలుసు అనుకోకు నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది okay sir let start from the beginning hi all first of all I would like to thank Rambo sir for giving me this opportunity hey ఇక్కడ ఇంతమంది ఉంటే నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు ప్రజెంటేషన్ అంటే నా ఒక్కడికి కాదు చాలా మంది ముందు ఇవ్వాలి అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని మన ప్రజెంటేషన్తో అట్రాక్ట్ చేయాలి ఇలా డల్గా ఇస్తే దాని ప్రజెంటేషన్ కాదు లెక్చర్ అంటారు సో టంప్ guys please leave will do this later నువ్వు కూడా వెళ్ళు శీతల్ క్లోజ్ ద డోర్ ఎవరైనా అప్రిషియేట్ అందరి ముందు చేస్తారు ఇన్సల్ట్ ప్రైవేట్లో చేస్తారు నువ్వేంటో అన్ని రివర్స్లో చేస్తావు పని చేయమని పొగరగానే కాదు మామూలుగా కూడా చెప్పొచ్చు Rambo whatever it is I need my work to be done on time with hundred percent perfection ఆహా అంత తెలిసింది నీకు పని ఎప్పుడు భయంతో కాకుండా ఇష్టపడి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని తెలీదా <sighs> ఇష్టపడా నేను ఎవరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కంపెనీ నడపట్లేదు నా పని చేయించడానికి నేను పెట్టుకున్నాను రిలేషన్షిప్ పెట్టుకోమని చెప్పట్లేదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్తున్నా నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తావో అప్పుడే నీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి I talk about this anymore let's end this right now okay let's go Gary you go I join you after I finish this okay నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తావో అప్పుడే నీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఏం చూస్తున్నావు <sighs> how to prepare before big presentations అనే దాని గురించి చదువుతున్నాను సార్ ఓ యాక్చువల్లీ ఇవన్నీ నీకు కొత్త తెలిసిన అది మర్చిపోయిందాక అందరి ముందు కొంచెం రూడ్గా మాట్లాడాను నాట్ గోన్ దిస్ అగైన్ చూస్తేనే గర్చేవాడు ఇప్పుడేంటి రెస్పెక్ట్ ఇచ్చి మరి మాట్లాడుతున్నాడు సో ఒక ప్రెజెంటేషన్ ముందు నేను నువ్వు బెస్ట్ వేలో ఎలా ప్రజెంట్ చేసుకోవాలో నేను నీకు నేర్పిస్తాను లెట్స్ గో ఎక్కడికి సార్ ఈ క్యూబికల్స్ మధ్యలో తిరుగుతుంటే నాకేదో కమాండర్లా అనిపిస్తుంది కొంచెం కాఫీ తాగుతూ మాట్లాడదామా okay yeah so how's you mother's health all cool మా అమ్మ గురించి మీకెలా గ్యారీ చెప్పింది మీ మదన్ చూసుకోవడానికి రాజుని అపాయింట్ చేసిందని సో అలా తెలుసు అవును మీ నాన్నగారు మీతో ఉండరా అదొక పెద్ద స్టోరీ సార్ తీస్తే మార్వెల్ యూనివర్స్ లాగా మిడిల్ క్లాస్ యూనివర్స్ అని తీయచ్చు <laughs> బట్ ఒక పక్కన జాబ్ చేస్తూ మీ మదర్ని చూసుకోవడం that's great so many responsibilities I say and I really appreciate people who balance work and personal life తప్పదు కదా sir yeah I get it నేను కూడా ఇలాగే మా నాన్న చూస్తూ పెరిగాను he really inspire me lot to achieve what I want to achieve so main topic వద్దాం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు you need to have two things confidence and ఆడియన్స్ని ఫేస్ చేసే ధైర్యం ఆ భయాలను ఇప్పుడే పోగొట్టేసుకుంటే that will help you so ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు there are couple of things that you can follow okay Welcome to my Batcave. Hmm. This is so amazing! I almost forgot to tell you, this is my favorite car. Jaguar XKRS, super tuned, 600 bhp. Wow! What is sir 2.75 CR. Oh my god! What is ఏం ఇంత కాస్ట్లీ కార్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే first time okay sir I'll make move ఇంకా రేపు నైన్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్లో ఉంటా హే వెయిట్ సెక్ పద ఇవాళ నేను నేను డ్రాప్ చేస్తాను నీ ట్రబుల్ ఎందుకు సార్ నేను క్యాబ్లో లేదా ఆటోలో వెళ్తానులే I don't think auto is a safe option at this time and even cabs కూడా అవైలబుల్ లేనట్టున్నాయి కదా so let me drop you also నువ్వు రెస్ట్ బాగా తీసుకుంటే ప్రజెంటేషన్ బాగా ఇవ్వగలవు get in okay what uh, panipuri పానీపూరియా ఎంత రెడీగా ఉందో చూసావా I won't get down from a car sir wait sir Chotu are you serious please sir ఒక్కటే బాలు మొన్న మనం డిస్కస్ చేసిన చేంజెస్ అన్నీ చేసి నాకు ఫార్వర్డ్ చేయి బాలు ఏమైంది ఎప్పుడైనా నువ్వు కష్టపడి తయారు చేసిన ఒక డిజైన్ని లాస్ట్ మూమెంట్లో పక్కన వచ్చి తొప్పేస్తే నీకు ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది నాకు మాత్రం మంటగా ఉంది ట్రైనింగ్ ఇచ్చి తను కష్టపడి మార్చింది నేను కానీ ర్యాంబోగాడు వచ్చి ఉందని పొగరు నిన్ను కాదని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడే నువ్వు నీ వాయిస్ రైస్ చేయాల్సింది రాంగ్ టైంలో వాయిస్ రేస్ చేయడం కన్నా రైట్ టైంలో రేస్ చేస్తేనే దానికి వాల్యూ ఎక్కువ షరీఫ్ డే బై డే తన డెసిషన్స్తో ఈ కంపెనీని రిస్క్లో పెడుతున్నాడు మన కోసం కనీసం ఆలోచించట్లేదు మనం అనే వాళ్ళం లేకపోతే ఈరోజు ఈ కంపెనీ ఈ స్టేజ్లో ఉండేది కాదు డే అండ్ నైట్లు కష్టపడేది మనం అవార్డులు తీసుకునేది ఆ ర్యాంబు ఒక్కసారి మనం మానేస్తే అప్పుడు అర్థమవుతుందేమో యా యువర్ రైట్ మనం మానేస్తే కానీ వాడికి మన వాల్యూ తెలీదు అయితే మన వాళ్ళందరినీ అసెంబ్లీ చేయమంటావా హోల్డ్ ఆన్ షరీఫ్ ఇప్పుడు కాదు ఎందుకు బ్రహ్మాస్త్రం ఉంది కదా అని అవసరం లేని చోట వాడితే కర్ణుడుగా మిగిలిపోతాం అదే అవసరం ఉన్న చోట వాడితే అర్జునుడు అవుతాం టైం రాని షాక్ ఇద్దాం ఎస్ యా ఓకే ఏమైంది శీతల్ అదేంటో చిన్నప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్తున్నంత భయంగా ఉంది ఏం కాదు భయపడకు నువ్వు ఏంటో ఈ ప్రెజెంటేషన్కి ఏమైనా అవుతే Rambo sir will literally kill me Sheetal నీ మీద కాన్ఫిడెన్స్ లేకుండానే రాంబో నీకు అనుకుంటున్నావా నేను స్టార్టింగ్లో ఇలానే ఉండేదాన్ని చాలా భయంగా నీలానే కానీ రాంబో నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఐఎమ్ హ్యూర్ రైట్ నా నాకు తెలిసి నీకు కూడా అలాంటి కాన్ఫిడెన్స్ ఏదో ఇచ్చే ఉంటాడే యా బట్ uh, ఇంకేం మాట్లాడుకో just calm down take a deep breath స్లోగా మాట్లాడు కాన్ఫిడెంట్గా మాట్లాడు everything will be all right okay come okay Hi guys, I'm Sheetal Gautam. On behalf of Dynamite Studios, love to meet you. Thank you so much, sir. Have a great day. <laughs> Congrats, Sheetal. <laughs> Thank you. <laughs> I know. My selection will never go wrong. Mm. Sheetal, you did a great job. Thank you, sir. Few days training lo extraordinary ga That is fantastic. Thank you, sir. pizza girl to Comic Con presentation. You've come a long way, my girl. Congrats. So ఈ great occasion tho celebrate celebrate చేసుకోవాలి come on girls its party time అవును నీకు బూజ్ చేసే హ్యాబిట్ లేదా చిచ్చి నాకు ఆల్కహాల్ అంటే అస్సలు నచ్చదు అంతగా హేట్ చేయడం రీజన్ ఏంటో మా ఫ్యామిలీ అలా అవ్వడానికి రీజన్ ఈ ఆల్కహాలే అది లేకపోయి ఉండుంటే మా లైఫ్ వేరేలా ఉండేదేమో నో నో నో నాకు నచ్చదని చెప్పాను కానీ నా ముందు తాగకూడదని చెప్పలేదుగా తాగడం తప్పు కాదు కానీ ఎక్కువ తాగడం ఫ్యామిలీని మర్చిపోయి తాగడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ <laughs> యా అవును మీ ఫాదర్ ఎందుకు అలా ఉన్నారు ఆయన ఏదైనా డ్రామా థియేటర్ గ్రూప్ లాక్ చేస్తారా <laughs> మా నాన్న వాళ్ళ ముత్తాత ప్రతాప రుద్రవర్మ బ్రిటిష్ వారి కాలంలో బీజాపూర్ అనే సంస్థానాన్ని పాలించేవారంట మా నాన్న వాళ్ళ నాన్న తాత ఆస్తి మొత్తాన్ని గుర్రపందాలు మద్యం లాంటి వ్యసనాలపై వృధా చేశారు దీంతో పాటు మా నాన్న పుట్టిన సంవత్సరంలో గవర్నమెంట్ ప్రైవీ పర్సెస్ కూడా అబాలిష్ చేసింది దాంతో మా నాన్నని అప్పులు చేసి మరీ పెంచారు డబ్బులు లేకపోయినా రాజులమని అహం ఉండిపోయింది ఇది మా అమ్మ భరించి భరించి ఇల్లు గడవడానికి గొడవ చేస్తే ఒక్కసారిగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ మొన్నే కనిపించారు చాలా ట్విస్ట్ ఉన్నాయి నీ లైఫ్లో చెప్పాను కదా సార్ తీస్తే మిడిల్ క్లాస్ యూనివర్స్ అవుతుందని yeah I remember what okay okay okay TV పెట్టండి టీవీ పెట్టండి ప్లీజ్ రాంబో కమ్ కమ్